ఒకసారి పదకొండవ తేదీ నాడు హైదరాబాద్కు వస్తూ ఉన్నారు ఆ రోజు సీనియర్ నాయకులతో కలుస్తూ ఉన్నారు పిఎస్సి కమిటీ మెంబర్స్ని కలుస్తూ ఉన్నారు పిఈసీ కమిటీ మెంబర్ని కలుస్తున్నారు నేను పిఎస్సిలో ఉన్నాను పిఈసీలో ఉన్నాను నేను ఏఎస్ఎస్సి సెక్రటరీగా ఇంకా కొనసాగుతున్నాను కాబట్టి నన్ను ఆ రెండు కమిటీలలో కూడా కొనసాగించడం జరిగిందని వారు కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఓ సీనియర్ నాయకునిగా ఒక డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్గా నా నాతో మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు ఈ మూడు మండలాలు పోస్ట్పోన్ చేసుకొని ఆ రోజు మూడు మీటింగులు మాకు ముఖ్యమైన మీటింగులు వాడుతూ ఉన్నాయి మరుసటి రోజు డీసీసీ ప్రెసిడెంట్ గారికి వారు డీసీసీ ప్రెసిడెంట్ అందరితో కూడా వారు కలుస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు అందుకని పదకొండు పన్నెండు మన కొత్త జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి మాలికరావు కాకే గారు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఆ రెండు రోజులు చివరి రోజు సమావేశాన్ని పోస్ట్పోన్ చేసుకొని మీకు ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు అనుకుంటే పదమూడవ తేదీ నాడు మనకు ఎందుకంటే సంక్రాంతి పండుగ పద్నాలుగుకి మొదలైంది సపరేట్ సమావేశం కూడా వారు చేసుకొని ఆ సమావేశంలో వారు చెప్పింది ఏమంటే మీరు తప్పకుండా ఎనిమిదవ తేదీ నాడు మా మా జిల్లాలో సమావేశం అయిపోయింది ఐదు వందల యాభై మందితో మేము సమావేశం చేసినామనేటువంటి మాట చెప్పినా కూడా లేదు మళ్ళొకసారి పెట్టాల్సిందే ఇది మీ ఒక్కరికే కాదు అన్ని జిల్లాల్లో కూడా ఎనిమిదవ తేదీ నాడు ముఖ్య నాయకుల సమావేశం జరగాలి మాకు ఫోటో కూడా మీరు పెట్టాలి వాటితో కూడా మాకు పెట్టాలనే సమా సమాచారం వారికి ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే ఈరోజు మళ్ళీ మనం మీటింగ్ తెలుసుకుందాం అదేవిధంగా మనకు మండలాల్లో కూడా అన్ని మండలాల్లో సమావేశాలు జరపాలని మాట కూడా వారు ఆదేశం ఇవ్వడం జరిగింది పదవ తేదీ చెప్పినారని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది కానీ మనమేమో రేపటి నుంచే గతంలోనే మనం అన్ని మండలాలు తిరిగి అందరినీ సమాయత్తం చేశాం రేపటి నుంచి మళ్ళీ అన్ని మండలాలు తిరిగి ఎందుకంటే మనకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పన్నెండవ తేదీ లోపల అన్ని మండలాల కమిటీలు పూర్తి చేయాలి అన్ని మున్సిపాలిటీల పట్టణాల కమిటీలు పూర్తి చేయాలి ఇరవయో తేదీ లోపల లేకుంటే ఆ రోజు మనకు జిల్లా కమిటీ కూడా పూర్తి చేయాలన్నమాట వారు ఆదేశం ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏ AICC Telangana Pradesh Congress Committee ఆదేశాల మేరకు మొన్న పద్దెనిమిదవ తేదీ నాడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర స్థాయి ఈ హాస్సే హాత్ జోడో అనే కార్యక్రమ కన్నా సమావేశం చేశారో దాదాపుగా ఒక నూట డెబ్భై ఆరు మంది ఆ సమావేశంలో పాల్గొన్నారో ఆ సమావేశంలో వారు ఏఐసిసి ఇచ్చిన ఆదేశం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఆర్గనైజేషన్ సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా వారు ఇచ్చినటువంటి సర్కులర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని మండలాల అన్ని మండలాల కమిటీలు రద్దు చేస్తున్నాం అన్ని పట్టణాల కమిటీలను రద్దు చేస్తున్నాం అన్ని జిల్లా కమిటీలను రద్దు చేస్తూ ఉన్నాం మీరు పన్నెండవ తేదీ లోపల కొత్త మండలాల కమిటీలు కావాలి పన్నెండవ తేదీ లోపల కొత్త పట్టణాల కమిటీలు పూర్తి కావాలి ఇరవై తేదీ లోపల జిల్లా కమిటీ కూడా కొత్తగా నిర్మాణం కావాలనేటువంటి ఆదేశం ఈ సర్కులర్ ద్వారా మా అందరికి కూడా పంపడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తున్నాను అందుకని మనకు ఈరోజు ఈ సమావేశం అయిపోయిన తర్వాత రేపటి నుంచి మండల వారీగా తిరుగుతూ మండలాల్లో ముఖ్య నాయకులు అందరితో మాట్లాడి చర్చించి మన కంపెనీలు ప్రజాస్వామ్యబద్ధంగా తెలుసుకుందాం అనేటువంటి మాట ప్రకారంగానే రేపటి నుంచి కార్యక్రమం పెట్టుకున్నాం రేపు ఇంత క్రితం చెప్పినట్టుగా రేపు ఉదయాన్నే శ్రీరంగాపూరు దాని తర్వాత మధ్యాహ్నం పెబ్బేరు పట్టణం తర్వాత సాయంకాలం పెబ్బేరు మండలం పూర్తి చేసుకుంటే ఎల్లుండి మనకు వనపర్తి పట్టణం పెద్దది కాబట్టి ఉదయం పూట పెట్టుకుంటే పట్టణం వాళ్ళకు ఉదయం పూట రావడానికి ఇబ్బంది ఉండదు మధ్యాహ్నం మండల వాళ్ళందరూ కూడా విచ్చేస్తే మనకు అది పూర్తి చేసుకొని సాయంకాలం నాలుగు గంటలకు ఆ ప్రాంతంలో పెద్దమందరి సత్యారెడ్డి గారి ఇంట్లోనే సమావేశం ఉంటుందని నేను అనుకుంటాను ఎందుకంటే మనకు అక్కడ పార్టీ ఆఫీస్ లేదు కాబట్టి ప్రతి సమావేశం వారింట్లో ఇలా వారి పాదయాత్ర వల్ల పాదయాత్ర కన్నా ముందు రాహుల్ గాంధీ గారి పేరు చెప్పి చాలామంది నవ్వులాట పట్టించేవాళ్ళు ఏ మీ లీడర్ పప్పు అంటారు మీ లీడర్ ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు సబ్జెక్ట్ అవగాహన లేదని అంటా అలాంటి నాయకుడిని ఈరోజు నితీష్ కుమార్ లాంటి నాయకుడు రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ అయినా మాకు అభ్యంతరం లేదు అనేటువంటి స్థాయికి ఎదిగినాడు ఇలా దేశంలో ఉండే అన్ని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ అయితే మేమందరం మద్దతు అనేటువంటి స్థాయికి రావడం జరిగిందనేటువంటి మాట నేను మనం చేస్తున్నాను అంటేనే మన నాయకుడు అంత గొప్ప అనుభవం వారు గడించినారు కాబట్టి దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి ఆ ప్రజల బాధలు ప్రజలు చెప్పే విషయాలు బీజేపీ ప్రభుత్వం ఏ మాదిరిగా భారతదేశాన్ని విడగొట్టే పరిపాలన చేస్తుంది హిందువులని ముస్లింలని క్రిస్టియన్లని ప్రాంతాల పేరు మీద విభజించే రాజకీయాలు చేస్తూ ఉంది అలాంటి రాజకీయాలను ఎండగట్టడానికే వారి పాదయాత్ర మేము వీరందరూ మేము కలుపుకొని పోతాం అనే సందేశం ఇవ్వడానికి వారి పాదయాత్ర అందుకని వారి అనుభవాలని ఒక పుస్తకం రూపంలోనో ఒక కరపత్రం రూపంలోనో వారు ముద్రించి ఇరవై ఆరు వరకు మనకు ఆ కరపత్రాలు పుస్తకాలు మనకు వస్తాయి మన పాదయాత్ర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మనకు రెండు నెలలు సమయం ఇచ్చారు మనకు ఎందుకంటే మనతోనే మండల వ్యవస్థ ఉంది దేశం మొత్తం బ్లాక్ వ్యవస్థ ఉంది ప్రతి నియోజకవర్గంలో రెండు బ్లాక్స్ ఉంటాయి ఇప్పుడు ఎట్లయితే మనం బ్లాక్ ఏ బ్లాక్ బి అన్నామో వనపర్తి బ్లాక్ పెదవందరి బ్లాక్ అని ఒక నెల ఒక బ్లాకు రెండో నెల రెండో బ్లాక్ అని అన్నారు ఆ ప్రకారంగా ఆ బ్లాక్లో ఉండేటువంటి మూడు నాలుగు మండలాలు ఆ బ్లాక్లో ఉండేటువంటి దాదాపుగా ఒక డెబ్భై గ్రామాలు మనం ఒక నెల లోపల పూర్తి చేసుకోవాలనిపించే ఆదేశం ఇలా ఏఐసిసి మనకి ఇస్తూ ఉంది మనము గ్రామం గతంలోనేమో మనకు రై రైతు భరోసా యాత్రలేమో మన కాళ్ళలో మనం పోయి ఊరు బయట దిగి ఊరు మొత్తం తిరిగి కరపత్రాలు వంచి ఎక్కడ అవుతానో ఉపన్యాసం చెప్పి మళ్ళీ పక్క గ్రామానికి పోయేవాళ్ళం మోటార్ మళ్ళీ మన కారులో ఎక్కి కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా పాదయాత్ర మనకు ఎక్కడైతే మొదలు పెడతామో అక్కడి నుంచి మళ్ళీ పూర్తి అయిన వరకు పాదయాత్ర గ్రామంలో పాదయాత్రనే గ్రామానికి గ్రామం మధ్యలో కూడా పాదయాత్ర ఆ ప్రకారంగా కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇలా ఈ రెండో మీటింగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో మనకు మొదలేమో జిల్లా సన్నాహక సమావేశంలో మనం చూసాం మండల మండల వారీగా కార్యకర్తల సమావేశం ఆ వారికి విడమర్చి చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళా విడమర్చి మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతూ ఉంది రేపు మళ్ళా మనం ఈ కమిటీలు వేసుకోవడానికి కూర్చున్నప్పుడు దాదాపు అప్పుడు ఒకటే మున్సిపాలిటీ ఉండే పడుతుంది పదిహేను పేర్లు తీసుకున్నాం ఇలా బీసీ కమిటీ వేసేది ఉంటే పదిహేను పేర్లు తీసుకున్నాం వాళ్ళని అడిగి ఎవరు బాగుంటారు అంటే మండలానికి ఒక పేరు చెప్పడం చాలా సులువు బీసీలో మండలానికి ఒక పేరు చెప్పడం ఎస్సీలో చాలా సులువు మండలానికి మహిళలో ఒక పేరు చెప్పడం చాలా సులువు మండలానికి ఒక పేరు యూత్లో చెప్పడం చాలా సులభం ఆ ప్రకారంగా ఆ పేరు తీసుకొని ఆ పదిహేను పేర్లలో ఒక నాలుగు పేర్లు వైస్ ప్రెసిడెంట్ అని ఓ నాలుగు పేర్లు ప్రధాన కార్యదర్శి అని ఓ నాలుగు పేర్లు కార్యదర్శులని ఇంకోటి అని ఆ ప్రకారంగా చాలా అన్ని మండలాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా చేసుకున్నాం రేపు కూడా అదే మాదిరిగా అందరు అందరినీ కన్సల్ట్ చేసి అన్ని మండలాలకు ప్రాతినిధ్యం ప్రతి కమిటీలో వచ్చే విధంగా బీసీలో కానీ మత్స్యకారులు కానీ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఆ ప్రకారంగా మనకు ప్రధాన కమిటీ జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తూ అదే మాదిరిగా ఈ అనుబంధ సంస్థలు మిగతా అన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించాలి ఎందుకంటే పార్టీకి నిర్మాణం ఉంటేనే పార్టీ పనిచేయగలుగుతుంది నిర్మాణం లేకపోతే గాలిలో మేడలు కట్టినట్టు పునాది లేకుండా ఇల్లు కట్టినట్టు అంటే పార్టీ నాయకులు కార్యకర్తలు కార్యకర్తలనే మనం తయారు చేయాలి నాయకులనే మంచి వాళ్ళని మనం ఎంచుకోవాలి ఆ ప్రకారంగా మనం తయారు చేస్తేనే అయితే తప్ప లేకపోతే కాదనేటువంటి మాట కూడా నేను సవరిగా మనం చేస్తున్నాను ఆ ప్రకారంగా ఇరవయో తారీఖు వరకు మన కంప్యూటర్ నిర్మాణం పూర్తి అయిపోయి నేను ఇంత మొదలు మాట మొదలు మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా మనకు మొన్న ఏదైతే సంస్థాగత ఎన్నికలు మనకు పీసీసీ డెలిగేటు దాని తర్వాత బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు బ్లాక్ కాంగ్రెస్ కమ్ ఒక్కొక్క బ్లాక్ నుంచి ఆరు పేర్లు మనకు ఈ బీసీసీ డెలిగేట్స్ కూడా మాతో తీసుకోవడతాయి ఒక్కొక్క బ్లాక్కు ఆరు పేర్లు మేము ఇచ్చాం ఆ పేర్లు కూడా మాతో ఉన్నాయి అది కూడా చదివి వినిపిస్తాను నేను మనకు ఏ బ్లాక్కు ఒక ఆరు పేర్లు ఇచ్చాం అది దాన్ని వనపర్తి బ్లాక్ అంటాం పెద్దమందరి బ్లాక్ బి బ్లాక్ అంటాం దానికి ఒక ఆరు పేర్లు ఇచ్చాం ముఖ్యుల పేర్లు ఇచ్చాం అంటే వాస్తవంగా ఇలాంటి వాళ్ళకంతా కూడా మనకు రేపు డిసిసి కమిటీలో కానీ అంతకన్నా ఇంకా వేరే మన మండల కమిటీలో కానీ ప్రాతినిధ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తాను ఆ ప్రకారంగా మనకు ఇవన్నీ మనం పూర్తి చేసుకున్నాం నెక్స్ట్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల దగ్గర చెప్పినట్టుగా మన పర్వతాల యాదవ్ గారేమో మనకు పెద్దమందరి బ్లాక్ వారి అధ్యక్షులుగా మనం నియమించుకోవడం జరిగింది మీ అందరి ఆమోదంతో అదే మాదిరిగా శ్రీనివాస్ గౌడ్ గారిని పెద్దేరు పట్టణం నుంచి వారు ఏ బ్లాక్కి అంటే వనపర్తి బ్లాక్కి వారిని అధ్యక్షుడిగా మనం నియమించుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా